నమస్కారం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు బోల్డ్ అని విషయాలు చెప్పాలి కానీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి స్మార్ట్ పీపుల్ నేను ఈరోజు ఇక్కడ ఎందుకున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది లెట్ మీ వెల్కమ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి team the beautiful Kriti and the handsome Sudheer and the man behind everything Mohan Krishna garu ఎలా ఎలా ఉన్నారు అందరూ అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు చాలా ఫార్మల్ గా ఉన్నారు ఐఎమ్ ఫీలింగ్ వెరీ కాన్షియస్ వీళ్ళిద్దరూ ఎలా జరిగారు అమ్మాయి గురించి మీకు చెప్పాలి మాకు చెప్పాలి ఆ విషయం సుధీర్ uh, జరుగుతూనే ఉన్నాడు <laughs> Sudheer happened and kept on happening one we talk quite bit మా అప్పుడు సంవహనం తర్వాత వి జరిగినప్పుడు వి సెట్ లో మేము మాట్లాడుకుంటున్నప్పుడు రోజు బ్రేక్ టైంలో నేను I told in the story idea of of this film అంటే uh. ఎప్పుడైనా అప్పుడు ఇమీడియట్ గా జరుగుతుంది అనుకోలేదు మేము ఈవెన్చువల్ గా ఎప్పుడైనా చేయాలి అంటే Sudheer sir I'm on whenever this I'm really excited అన్నాడు తర్వాత we we continued and then అనుకోకుండా సెటప్ uh, అయిపోయింది story then when we wanted the girl I ఒకటి నేను నిర్ణయించుకున్నానంటే బాగా పరిచయం ఉన్న తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న అమ్మాయి చేయకూడదు ఈ పాత్ర కొత్త అమ్మాయి అవ్వాలి ఆల్రెడీ ఎస్టాబ్లిషన్ స్టార్ ఎక్కువ స్టార్ ఇమేజ్ ఉన్న అమ్మాయి ఉండకూడదు ఇట్ హాస్ టు అని అనుకున్నప్పుడు Kiran showed me her picture అప్పటికి ఉప్పన రిలీజ్ అవ్వలేదు ఇన్స్టాగ్రామ్ నేను చూసి బాగుంది లైక్ మీ మీటర్ వన్స్ అని కలిసాము it was very nice meeting right away we we got we were in the same kind of vibe and zone but I was not sure ఎంత బాగా చేస్తుంది అంటే ఎలాగంటే ఉపెన్ లో I know Uppena is one kind of film the acting is little dramatic and operatic kind of acting ఆ సినిమా టెంపో కి టోన్ కి అది బాగా సరిపోయింది బట్ hmm. మాది mind is very real and complex character అనమాట కాబట్టి I was not sure how she would do and Sudheer Srikanth అయ్యంగారు కళ్యాణ్ నటరాజన్ వీళ్ళందరూ ఏంటంటే they are like very impulsive actors focused very focus అప్పుడు then I I but she surprise so మీరు మిగతా రెండు తరమే చూస్తారు షీస్ అ వెరీ వెరీ అంటే చాలా మెచ్యూర్ పర్ఫార్మర్ అండ్ ఈ పాత్ర చాలా కష్టం చేయడం అంటే తన తన ఏజ్కి తను తన కూడా జీవితానుభవానికి కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయము అంతలా చేస్తాం but I think she brought her experience from previous life also అవన్నీ తీసుకొచ్చి రంగరించి మమ్మల్ని అందరినీ surprise my చాలా Previous life- one of my I was very proud when I saw the film thank God we cast her and she ముఖ్యంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా she had to kind of stand up to another very good very well prepared performer కాబట్టి అందులో కూడా she pulled off really well you tell me how is it playing so you are playing a doctor in the film and I doctor right yes yes so tell me what was your first మీకు ఎలా ఎప్పటి <laughs> నుంచో డాక్టర్ వాళ్ళు కోరికట ఈ విధంగా తెలియదు. అవునా అంటే చిన్నప్పటి నుంచి I- నాకు యాక్చువల్గా డాక్టర్ అవుతారా డాక్టర్ అవ్వాలనుకునే యాక్టర్ అయిన కృతి శక్తి <laughs> అంటే ఏదో ట్రెండ్ ఫాలో చేస్తున్నాను <laughs> um, ఎప్పుడు అంటే జనరల్గా this is a thing that కి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది కి అండ్ అది ఐ మీన్ ఇప్పుడు వరకు నేను చేసిన స్టోరీస్ లో I had quite less scope so డెఫినెట్గా ఒక స్టోరీలో ఒక క్యారెక్టర్లో ఆ స్కోప్ ఉంటేనే I can give it that much so ఖచ్చితంగా ఇది మోహన్ సర్కి దానికి చెప్పాలి for giving me so much scope because like once in while doing such films makes me like remind reminds me why I want to become an actor like why I'm here to do it ఈ అమ్మాయి చాలా యంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటలు మాత్రం చాలా అసలు ఎక్కడి నుంచి నుంచి అనుభవాలు తీసుకొచ్చి <laughs> నాకు అప్పుడప్పుడు I have to remind hello చాలా చిన్న పిల్ల నువ్వు ఏమడగలవు అట్లీస్ట్ నాలుగు టేక్స్ వరకు she can generate tears at the same stroke particular dialogue దగ్గర రావాలి అంటే సో మా కెమెరామెన్ ఆ వితౌట్ లిసనింగ్ మై వింద used to say what's wrong with Monik also was operating the camera associate cameraman మీరు అంటే ఒక పర్టికులర్ డైలాగ్ దగ్గరే టక్ అలా వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోవడాలు అంటే అంత అంత motor control mechanical <laughs> ah, uh, గా గిమ్మిక్ లా చేయడం కాదు అది కొంతమంది చేయగలరు నటులు గిమ్మిక్స్ కూడా ట్రిక్స్ నేర్చుకుంటారు బికాస్ ప్రొఫెషనల్గా మీరు ఇప్పుడు ఆ కన్నమ్మ గారు ఏడుపు సీన్లో అటువైపు ఉంటే కనుక నవ్వే నవ్వేదిట భుజాలు కలితే చాలు కదండి ఏడుస్తున్నట్టు ఆవిడ నవ్వుకునేదండి తిరిగి ఎందుకంటే ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి thank you Allah, actors learn some tricks to save their energy and whatever. But it will make the opposite person laugh. But that is their problem. a <laughs> <laughs> eh, eh, <laughs> I heard it somewhere. brilliant uh, అవకాశం పంపం దానికి రాలేదు cameras always on close so it was more more often than not. Opposite per even suggestion shot ఉన్నప్పుడు you always say give your best plus ఒక కనెక్ట్ ఉంటుంది యాక్టర్ బ్లాంక్ ఇప్పుడు ఇప్పుడు మీరు నా వైపు చూడకుండా ఒక బొమ్మను ఒక చిన్న అట్ట ముక్కనో చూసి మీరు ఇమోట్ చేయాలంటే అది కాదు కెమెరాకు ఒక స్పాట్ పెట్టి అక్కడ చూడమంటూ ఉంటారు I remember Kishore used to joke ఇలా కరెక్ట్ గా కెమెరా కేసు చూడమంటే పక్కనే ఒకటి ఇలా సైన్ ఉంటాడు వాళ్ళు గట్టిగా వాడు చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ తింటుంటాడు మనమేమో ఏదో చేస్తూ ఉంటాము వాళ్ళేమో తొమ్మిది వాడు క్యూరియాసిటీ ప్లస్ వాడు he's having his lunch singing that's torture for us అని అలాంటి అలాంటివి మేము మేము అలాంటి పాపం కష్టం నాకు తెలిసి పెట్టలేదు so I to as my actors అనమాట మీరు వీలైనంత వరకు ఎదురు బట్ సమ్వేర్ నిజంగా sir I think it will show overall film లో తెలుసు you know it will definitely make a difference maybe మనం ఆర్టికులేట్ చేయలేమేమో ah. కానీ ఈవెన్ ఆడియన్స్ కనెక్ట్ మీరు కనెక్టెడ్ గా చేస్తే ఆడియన్స్ కనెక్ట్ కూడా చాలా యాక్టర్ కి మనం అనుకున్న రియాక్షన్ పొరపాటున ఏదో ప్రాబ్లం అని రాకపోతే వీళ్ళు వేరే క్యూ ఇచ్చి ఆఫ్ ah. కెమెరా మీరు క్లోజ్ అప్ అనుకోండి పక్కన వేరే మాట చెప్పి రియాక్షన్ రప్పించవచ్చు డైలాగ్ ఎలా ఉండదు కదా అది ah. ఇట్లాంటివన్నీ హెల్ప్ చేయడానికి ఐ లైక్ యాక్టర్స్ మీరు క్లోజప్స్ అయినా ఎదురు యాక్టర్ సీన్ ఎస్పెషలీ కాన్వర్జేషన్ అయితే hmm, hmm. మాట్లాడుకునే నాకు చాలా సంభాషణ సీన్స్ ఉంటాయి నా సినిమాలో దీనిలో పెద్ద పెద్ద సీన్స్ ఉన్నాయి all those it it really work with Sudheer and so Kriti Sudheer and Mohan sir వీళ్ళ combination this is third so why you left lone ragging చేస్తారా మిమ్మల్ని అన్ని చెప్పనివ్వండి మీరు నో అనేసి ఇంటిస్తున్నారా ఇట్స్ నో Oh అంటే I feel so good on set నేను నిజంగా పిక్నిక్ వెళ్తున్నాను అనిపించింది and lot of times and picnic వారు ఏదో ఫ్యామిలీని కలుస్తున్నాను ఒకరోజు యాక్చువల్గా this is a funny thing Srinivas garu వచ్చారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు సో మోహన్ గారు శ్రీని శ్రీని అని పిలిచారు so I felt jealous that okay, Sriniki Oka nickname. Nickname. Oh, that is my nickname. Your name is like a pet name, yeah. yeah. Kriti. That's Krutu. Krutu. Krutu. Yeah, that's what they call me at home. Okay, Krutu. Kakarojo, okay, emotional shots. No, the short. The thing is, uh, like when I cry, hmm. my nose runs. Obviously, runs. yeah. yeah. Uh. So. Uh, tear nose So and it was a very close. So oh God. it was like a drop in water, and me we are making jokes about it after the shot. Like అది ఉందా ఇప్పుడు బట్ చాలా ah. <laughs> నేచురల్ uh, ఐదు టేక్ అయిన కూడా నేచురల్ గా ఏడుపు రావడం అంటే యువర్ ఐదు టేక్లు పర్ఫార్మెన్స్ వల్ల కాదు మాకు ఏదైనా ఫోకస్ ప్రాబ్లం వచ్చి అలా అలా అయ్యేవి తప్ప mostly they they were both them were like first or said Sudheer నమ్మడు ఒకటో టైక్ బాగుంది అనేది వేరే విషయం how can it be good sir అని ఇట్ ఈస్ వెరీ గుడ్ అని but basically one or two takes max అంతే so you have like is like believing అంటే ఒక టేక్ లో ఓకే అవుతుంది ఇంకోటి చేద్దాం అంటారా <laughs> he looks at it and says maybe I can do this I can do that and sometimes he comes up with surprising edition అది అది బాగుంటుంది but mostly it's first or second because it preps a lot and comes and does it I like actors who do first takes virgin artist అంటే ఏంటంటే తర్వాత నుంచి it becomes imitation of the first take true Marlon Brando అని either the first take is good or the twenty seventh is good random any number మీరు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకా తర్వాత నుంచి అంతా మీరు ఇది మర్చిపోయే వరకు చేస్తూ ఉంటారు సూపర్ ఇరవై ఏడో టేక్ ఎనిమిదో టేక్ ఇది మర్చిపోయిన తర్వాత బాగా వస్తుంది <laughs> మనకి కొంతమంది ఇది ఇది ఆపేసి వేరే చేద్దాము so that that reminds me which was the longest shot in అమ్మాయి గురించి మీకు చెప్పాలి uh, ఒకటి మనం చేసిన సుధీర్ది ఒక సీన్ ఉంటుంది very my favourite it's three page scene it's అతను తన కథ చెప్తాడు so I told we discussed it and I said Sudheer ideally if you can do it, i just keep camera from a slightly medium wide pinch, I'll come to the extreme close-up. If you can do it in one, he said, no, I'll do it. Mm. And then he, he did it in one shot. And then తర్వాత నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను నువ్వు ఏమైనా కావాలంటే ఇంకో టైప్ చేసుకోవాలి because I know Sudheer will say but no monitor చూపించలేదా మీరు మానిటర్ చూపించకండి పని అయిపోతుంది చూపించినా అవుట్ చూపించకండి అంటున్నా ఇప్పటి నుంచి ఓకే అది అది అది నాకు చాలా ఇష్టం but sometimes times you know important scene అది బాగా వచ్చినా లేదా ఇంకొంచెం చేయొచ్చా అనేది యాక్టర్ కొంటున్న సహజమే కానీ the bell rings in your head this exactly how I I wrote it and how I envisage through me vision pushing the actor more will become the performance can become mechanical that's my take but sometimes I remember Sudheer ఒక సమ్మోహనంలో ఒక సీన్ ఇలాగే లాంగ్ షార్ట్ ఒకటి ఉంటుంది తన అమ్మమ్మ గురించి చెప్తా మీకు hmm, చూస్తే hmm, తెలుసు hmm, తన నాయనమ్మ గురించి తన తాత గురించి చెప్పేసి చేసేసాము అయిపోయింది one week later Sudheer coordination sir because ఆ లొకేషన్ మళ్ళీ వెళ్తున్నాం మేము అదే నైట్ షాట్ బ్యాలెన్స్ ఉంది అనమాట సో ఆయన మైండ్ లో అది అలాగే ఉంది ఏమీ mind that actually was very good we use that second one he did something that was much better than early one అలానే జరుగుతాయి సుధీర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో మీరు ఒక డైరెక్టర్ గా ప్లే చేశారు so did you actually it did it help Mohan గారితో త్రీ ఫిల్మ్స్ తీ తీయడం వల్ల టు యునో మీరు మీ క్యారెక్టర్కి ఇన్పుట్స్ ఇవ్వడం you're different director In all his films, uh, I could see some some part of that character somewhere. Uh, ఆయనకు దగ్గరగా కనిపిస్తుండేది సో లీడ్ యాక్టరా lead actor like Oh. You see Sammohanam కానీ I could see lot of things that lad Mohan garu in the character అనమాట ఈవెన్ వి కూడా Some writing maybe. I- I- writing లో I definitely didn't have his body. <laughs> No, the way you think, But- may he yeah, means, the yeah, way he's speaking. yeah. Yeah. So but this one is uh, I couldn't find a single అసలు మౌన్ అసలు ఎక్కడ క్లూజ్ కూడా ఏం కనిపించలేదు అంటే ఫిల్మ్ ఫిల్మ్ మేకర్ అయినా సరే సినిమాలో something you will have some subject as director in your head మీరు ప్లే చేసేటప్పుడు అలా ఏం లేదా లో బట్టే మీరు నరేషన్ బట్టే ఐ వాస్ జస్ట్ ఎవరో ఒక లిమిటెడ్ చేద్దాం అని మైండ్ లో వచ్చి ఉండొచ్చు ఆయనకి దగ్గరకి ఏం కనిపించలేదు కరెక్టర్ ఎవరికి దగ్గరగా కొన్ని కొన్ని బయట నుంచి <laughs> కొందరు డైరెక్టర్స్ ఎవరు <laughs> <laughs> తర్వాత uh, uh, trailer hmm. hmm. <laughs> uh, లో కూడా లుక్ వెరీ లైక్ మీరు అన్నది ఏంటంటే కాంటెంపరీగా that hair the way he carries self your character and also his definition of cinema is very different. And different from. Uh, so andhikani majorly Dhanivalna, I couldn't find anything close to him. Ah. <laughs> it's very quite opposite to what kind of films he makes. And for me to write also was fun. To write somebody who's just not at all like me. Okay so సినిమాలో సినిమా చూపిస్తారా మీరు Super. Uh, talking about music. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ కూడా మీరు ఈ మధ్య the way you are introducing సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ఈస్ వెరీ డిఫరెంట్ మీరే హీరోనా మీరే హీరోనా పాట కూడా చాలా డిఫరెంట్ గా లాంచ్ చేశారు నేను ఎప్పుడు హీరో ఇంట్రడక్షన్ పాటలు అంటే నాకు కొన్ని నవ్వుస్తూ ఉంటాయి అంటే హీరో తన ఎలివేషన్ పాటలు అలా కాకుండా can we do something that is more interesting అని అనిపించి మోస్ట్లీ డైరెక్టర్స్ ఎక్కువ ప్రెస్ మీట్స్లో ఇంటరాక్ట్ అవుతుంటారు ప్రొవోకేటివ్ క్వశ్చన్స్ వాళ్ళు కొంచెం అడుగుతూ ఉంటారు వీళ్ళు జవాబులు చెప్తారు అసలు ప్రెస్ మీట్ ని పాట కింద పెడితే ఎలా ఉంటుంది <laughs> అన్నప్పుడు రామ్జో గారు కేమ్ విత్ దిస్ లైన్ సరే సుధీర్ హీరో కింద hero Sudheer is playing director role కాబట్టి అసలు ఫస్ట్ ఇలాగే స్టార్ట్ చేద్దాం మీరే హీరోలో ఉన్నారు మరి తెరంగడ్ర ఎప్పుడు చేస్తారు అని ఒక జర్నలిస్ట్ అడిగినట్టు ఆ పని మనకి ఎందుకు మాస్టారు బయట హీరోలే మనం మాట్లాడతారు great take off for character introduction అతను అతను ఎలాంటి వాడు సినిమా గురించి అతను ఏమనుకుంటున్నాడు అతని గురించి అతను ఏమనుకుంటున్నాడు అతనుకున్న ఒక ఈగో ట్రిప్పింగ్ అవన్నీ కూడా పాట ద్వారా వస్తాయి we roll the everything within ten minutes five six minutes of the film people know who he's and it works visually it works అతను ఏం సినిమాలు తీశాడు list of his films running చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది Vivek and Ram garu came up with great tune and lyric so it work out and Sudheer we could show him show different Sudheers అంటే కొంచెం జర్నలిస్టుల చేత కూడా డాన్స్ చేయించి it's it's weird experience it was good fun నన్ను ఎప్పుడు అడగలేదు అంటే actual I remember I remember once ఏదో నేను during off camera discussion during Sammohanam suddenly సుధీరాస్ మీరు ఎప్పుడు యాక్ట్ చేయలేదు సార్ అని అంటే మీరు చేయాలి సార్ అసలు సెడ్ వాయ్ అన్నాను అంటే దాని ఎందుకు ప్రాబ్లం జవాబు చెప్పలేదు బట్ జనరలీ నన్ను పీపుల్ హ్యావ్ ఆఫర్డ్ నటిస్తారని but I I personally feel I I more secure behind the camera వస్తే కదా తెలిసేది ముందుకి ఐ లైక్ అందునే తెలిస్తే ఏమవుతానో భయంతో రావట్లేదు అది <laughs> అది మాకు blessed with good actors that's nothing gives great joy for director మనం ఇందాక ఒకటి అనుకున్నాము మోహన్ గారిని అడుగుదామని చాలా బాగా పాడతారని కదా <clears throat> అదే వివేక్ సాగర్ గారిని మీరు ప్రౌడ్ గా ఫీల్ చేయించాలి ఇప్పుడు సెప్టెంబర్ సిక్స్టీన్త్ వివేక్ సాగర్ వివేక్ సాగర్ నేను మేము విన్నాము మీరు బాగా పాడతారు సో ఒక రెండు లైన్లు మీకు ఇష్టమైన పాట ఫ్రమ్ మన ఆల్బమ్ ఆఫ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఏం పాడాలి హీరోయిన్ గురించి ఆ అమ్మాయి గురించి పాడతారా ఓకే ఇప్పుడు మొన్న వచ్చిన పాట చాలా కొత్త కొత్తగా అది లిరిక్స్ గుర్తు తెచ్చుకొని లిరిక్స్ <laughs> <laughs> ఎందుకంటే గమ్మత్ గమ్మత్ గారు రామ్జీ గారు దగ్గర దగ్గర మాటలే ఆయన ప్లే చేస్తారు అవే క్యాచిగా ఉంటాయి అల్లంత దూరంగా నువ్వు నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో ఉమ్రవంత గారంగా నాలోని నన్ను మాట్లాడిస్తుంటే ఏం చెప్పాలో అనగనగా మనవి విను మూసి మూసి ముక్త సరి నవ్వుతో నిలకడగా అవును అను తెరలు విడే పలుకు సిరితో కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుండే పోను పోను ఇంకొంచెం బాగుండేలా మీరు I hope it continues like that for చూసారా ఇది విన్నారా గమకాలతో పాటు అలా వచ్చింది ఈరోజు అమ్మాయి లిరిక్స్ వచ్చినప్పుడు కృతికి చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను నేను మీ పాడుతూ ఉంటే Krithi what sing ray okay okay you're getting fog no, she has నాకు కనపడట్లేదు కనపడట్లేదు Super. <laughs> Okay, let's move on to the last thing, which in segment I'm going to uh, rapid fire. Okay, so I have few questions. Uh, cinema sambandhinchi. Meeru me meelo unna funny velo jawab cheppal. Okay na? Uh, because uh, me Krutu is a doctor in the film, and uh, how do you check uh, BP? At home or? అలా వేరియేషన్స్ ఉన్నాయా అంటే నాకు అవును అంట చెప్పండి డాక్టర్ గారు కెన్ చెక్ నన్ను కింద కామెంట్స్లో ఏమంటారు తెలుసా నీ వల్ల కృతి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది correct correct oh yeah actually ఎలా ఎలా ఇప్పుడు కొంచెం లంచ్ టైం దగ్గర పడుతుంది కాబట్టి సుధీర్ బాబు గారు బీపీ హైలో ఉందా చెప్పండి అవునా కనపడట్లేదండి హై బీపీ అంటే ఇలా ఉండాలి కదా కోపం వస్తుంది ఆయనకి హై బీపీ అంటే బేసిక్ గా కోపం అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా అప్పుడప్పుడు జస్ట్ నాలాంటి వాడు కూడా మైక్ చేసిన సందర్భాలు ఉన్నాయి but under pressure sometimes we lose it but we have learn to Most of the sports athletes will have that. Oh, lesser? Yeah. But my Is it good? Yeah, it's good. It looks good. so it- it's twice Because less. metabolic sweating is healthy, yeah. Twice less కదా అంటే ఒక- Again, మనం- మనం నిద్రపోయినప్పుడు waste to come and check the pulse Mm. అప్పుడైతే ట్వంటీ టూ ట్వంటీ టూ అలా ఉంటుంది నౌ ఇట్ అమ్మాయి గురించి బాగా తెలుసుకుని మీరు డాక్టర్ లో మాట్లాడేస్తున్నారు ఎవరు డైరెక్టర్ ఎవరు డాక్టర్ తెలియట్లేదు సూపర్ అబ్బా అండ్ ఈ కెమిస్ట్రీ తెర మీద చూడాలని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మాకు super so next how many types of thermometers are used questions leak చేశారా ఏంటేంటి అంటే అండ్ అదే అదే ఒకటి మర్కరీతో ఉంటుంది అది మాన్యువల్ hmm. ఒకటి డిజిటల్ వావ్ చి I feel like very uneducated wait okay different ఇది చెప్తారా లేదా చూద్దాం ఫారెన్ హైట్కి సెల్సియస్కి డిఫరెన్స్ ఏంటి it's the other way Celsius hundred degrees ఇది Fahrenheit one eighty correct wow doctor అవునవును అవునా ఓహో అవునవును అంతేగా అన్నట్టుంది ఇండియాలో సెల్సియస్ అమెరికాలో ఫారెన్హైట్ ఆహా అది నాకు కూడా అదే తెలుసు సో ట్రూ సరే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఎందుకు ఆవిడేనా ఆవిడతో సాహసం కొంచెం నేర్చుకోవాలి కదా డైరెక్టర్ గారు మీరు అంటే ఈ డైరెక్టర్ గారు What is the most common medicine used to get relieved from హ్యాంగోవర్స్ నాకు తెలీదు అంటారా చాలా మంది రకరకాల సజెస్ట్ చేశారు వాట్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ మంచి సినిమా చూడొచ్చు మంచి సినిమా ఓ సూపర్ మంచి మంచి సినిమా distractive from it very true actually I think lot of time we end up doing that next morning అట్లా ఇదంతా నేను చెప్పి ఇప్పుడు నాదే హైలైట్ చేస్తారు సారీ నేను వాళ్ళ గురించి చెప్తున్నాను బట్ దట్స్ నైస్ థింగ్ మంచి సినిమా చూస్తే ఏదైనా సెట్ అయిపోతుంది పర్ఫెక్ట్ చాలా ఓకే <laughs> <laughs> ఈ వినాయక చవితి ఈ రకంగా మేము అందరం టైం స్పెండ్ చేసినందుకు so Krithi Shetty Sudheer Babu and Mohan Krishna garu all the very best for ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఆ uh, అమ్మాయి గురించి మీరు చెప్పాలనుకునే ముందు మీకు ఏమన్నా చెప్పాలా మీరు ఏమన్నా చెప్పాలా సెప్టెంబర్ um, పదహారు తప్పకుండా థియేటర్స్లో చూడండి ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాను నా సినిమాలకు ఎక్కువగా సకుటుంబ సంపరి సపరివార సమేతంగా చూడండి పండగ రోజు చెప్పే మాటలు uh, ఇది ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కూడా మీరు కే డ్రామా అని తన దగ్గర విని విని ఫ్యామిలీ డ్రామా ఎఫ్ డ్రామా అంటే in the right way F drama it's a family drama with with lot of humour and చాలా వెరీ e- ఇమోషనల్ నా నేను తీసిన అన్ని సినిమాలో కూడా ప్రాబ్లీ మోస్ట్ ఇమోషనల్ ఫిల్మ్ ఇది and for surely best performances by Sudheer and Krithi and other actors also but వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కోసం and for the for the drama and the love story and human థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా సెప్టెంబర్ పదహారు తారీఖు సినిమా చూడండి hmm. సూపర్ థ్యాంక్ యూ మౌన్ గారు మీరిద్దరు మాట్లాడరా అంటే వాట్ ఐ థాట్ నిన్న అంటే సినిమా గురించి ఆలోచిస్తున్నప్పుడు um, నేను ఇప్పుడు మా ఫ్యామిలీతో వెళ్తే I can connect to the family bit of the film నేను ఇప్పుడు సోలో వెళ్తే I can connect to the act bit or ఇండివిజువల్గా నా క్యారెక్టర్ ఆర్ సుధీర్ క్యారెక్టర్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలు అసలు పేరెంట్గా ఎవరైనా వెళ్తే ఆ పేరెంట్స్ సైడ్ ఉంది ఫ్రెండ్స్ సైడ్ ఉంది so you can go to the theatre with anyone you can go alone also but you come back మా సినిమాతో <laughs> <laughs> తెలుగు మాట్లాడమే కాకుండా అమ్మ బాబోయ్ Krithi no wonder your like on every one's mind these days super thank you and నేను పర్సనల్గా నాలాగే చాలామంది movie lovers particularly Mohan Krishna గారి సినిమాకి చూడడానికి ఎందుకు ఎక్సైటెడ్గా ఉన్నానంటే he makes us all like ఏమంటారు చిన్నపిల్లలాగా వాట్ ఐ మీన్ చిన్నపిల్లలు అంటే surprise so we all love surprises and చాలా మీ సినిమాలో సడన్గా అనేవి కొన్ని ఉంటాయి కాబట్టి దానికి దానికి నేను వెళ్ళాలనుకున్నాను ఈ సినిమాలో ఏం ప్లాన్ చేశారు అనేది సో సెప్టెంబర్ సిక్స్టీన్త్ అందరం వెళ్ళి తెలుసుకుందాం ఆ అమ్మాయి గురించి చెప్తారంట thank you so much and మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ